అవును సార్ బేకూబ్ గారికి కేటీఆర్ కానీ దక్కలేదా పటాన్ చెరువు కెమికల్ వాసన బంజారా వేసి వస్తున్నాయి తలకాయతో పని చేస్తున్నావా ఏం చేస్తున్నావు చెప్పండి పొద్దున ఏం సమాచారం ఏంటి ఎందుకు వచ్చింది ఇక్కడికి ఇంటి ముందర సీన్ ఏంది అక్కడ నా ఇంట్లో నా భార్య పూజ చేసుకుంటా వచ్చిందా పోతుండా నేను నువ్వు ఓడవయా హు ఆర్ యూ ఎందుకు వచ్చింది ఇక్కడికి నేనే పిలువు రాదా ఎవడాడు సారోడు కలుపు కొను కలుపు తమాష అయిపోయినాయి అని కేసీఆర్ పర్సనల్ అకౌంట్ అయితే జీతాలు ఇస్తున్నా మీకు నమస్తే సార్ సార్ ఏమండి ఏసీపీ గారు ఎందుకు వచ్చారు పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ ఎందుకు ఎందుకు వచ్చారు ఇక్కడికి ప్రగతి భవన్ ముట్టాడు ఎవరిచ్చిరా ఎవరిచ్చారు ప్రగతి భవన్ ముట్టాడు మీ వాడు ఉన్నాడా మీ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఉన్నాడా ఫామ్ హౌస్ ఉన్నాడా నవ్వుతారు మీ వాడు ప్రగతి భవన్ ఉన్నాడా